hello friends welcome to my channel ఈరోజు నేను కైన్ మాస్టర్ యాప్లో హ్యాపీ బర్త్డే వాట్సాప్ స్టేటస్ని ఎలా క్రియేట్ చేయాలని చూపిస్తాను చూడండి ముందుగా ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసిన తర్వాత sixteen is to nine aspect ratio select చేసేసుకోండి తర్వాత మీడియాలోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ కలర్ సెలెక్ట్ చేసేసుకోండి ఈ ఈ కలర్ అయినా సెలెక్ట్ చేసుకోండి తర్వాత లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి నేను ఇచ్చిన టెంప్లెట్ ఓపెన్ చేయండి నేను ఈ టెంప్లెట్ వీడియో ఎండింగ్లో ఇస్తాను చూడండి నేను దీన్ని ఫుల్ స్క్రీన్లో సెట్ చేసుకున్న తర్వాత తర్వాత క్రోమాకి ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను చూడండి ఇలా వస్తుంది తర్వాత రైట్ క్లిక్ ఇవ్వండి తర్వాత లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇమేజ్ని సెలెక్ట్ చేసేసుకోండి చూడండి ఇమేజ్ ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని కాస్త జూమ్ చేసి చూడ చూడండి నేను చేసినట్టు ఇలా సెట్ చేసుకోండి నీట్గా తర్వాత ఏం చేయాలంటే త్రీ డాక్స్ మీద క్లిక్ చేసిన తర్వాత సెండ్ టు బ్యాక్ మీద క్లిక్ చేస్తున్నాను చూడండి ఇలా వస్తుంది తర్వాత దీన్ని నీట్గా జూమ్ చేసుకోండి చూడండి ఇలా వచ్చిన తర్వాత టెంప్లెట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత క్రోమాకి ఆప్షన్ ఇలా ఫిఫ్టీ వరకు ఉంది చూడండి ఫిఫ్టీ వరకు సెట్ చేసుకోండి నీట్గా సెట్ చేసుకున్న తర్వాత రైట్ క్లిక్ ఇవ్వండి చూడండి ఇలా నీట్గా టెంప్లెట్ క్రియేట్ చేసేసుకోవచ్చు అలాగే మీకు ఇష్టం వచ్చిన ఇమేజెస్తో తీసుకోవచ్చు చూడండి తర్వాత ఎక్స్పోర్ట్ చేసుకోండి డైరెక్ట్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్